రాజరావు గారు సార్ మీ ప్రమో సాంగ్ చూసిన తర్వాత నాకు జ్ఞాపకం వచ్చిందండి చెప్పండి మీకు విశ్వనాథ్ గారికి ఒక పోలిక అనిపించింది అయిపోయి ఎలాంటి పోలిక అండి ఆయనతో నన్ను పోల్చారు మీరు ఆయన సినిమాలో శాస్త్రి గారు గోదావరి నుంచి వస్తూ ఉంటే ఈదరు మీద పంతులు గారు ఒక అమ్మాయికి పాటలు చెప్తూ ఉంటాడు బ్రో చే బ్రో చే వారు త్యాగరాజ్ దాని గురించి బ్రో చే సో శంకరశాస్త్రి గారి పాటలు గురించి ఎవరెవరికి తేడా ఉందో అలాగే దీని తేడా బట్టి నాకు ఇది బాగుంది కూడా బాగుంది అది కూడా ఒక ప్యారడీ దీనిలా చేశారు మీరు చెప్పింది దోచేవారు అది ఎప్పుడో సత్యకాలం నాటి పాట ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు ఇంటి దొంగలు జేబు దొంగలు బస్సు దొంగలు రైలు దొంగలు విమానం దొంగలు రాకెట్ దొంగలు ఆఖరికి జాకెట్ దొంగలు అసెంబ్లీ దొంగలు పార్లమెంటు దొంగలు పూర్వకాలంలో దొంగలు ఎవరిని దోచుకోవాలో వాళ్లే సెలెక్ట్ చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మనల్ని ఎవడు దోచుకోవాలో మనమే సెలెక్ట్ చేసుకుంటున్నాం ఒక్క ఓటుతో అంచేత ఇలాంటి టైంలో ఈ పాటను ఎలా పాడాలంటే ద చే వా రే వరురా నిన్ను వినా టట రఘువరా da da da da దోచేవారెవరురా నాకు శాస్త్రి గారు దాన్ని తిట్టారు సినిమాలో శంకరశాస్త్రి గారు అవును అవును బట్ నాకు అది కూడా బాగానే ఉంది అవును అవును అవునండి నాకు ఆ చాలా పిల్లలు కూడా ఆ పాటను చూశారు పిల్లలకి అది నచ్చింది దాన్ని మోడర్నైజ్ చేసి మోడర్నైజ్ ఏం చేస్తారో పిల్లలకి నచ్చిందండి పిల్లలకి నచ్చిందండి బాగా నచ్చిందండి బాగా నచ్చింది సో అట్లాగా ఆ ఎవరికైతే నచ్చిందో ఆ సెక్షన్ వాళ్ళకి మీ దోచేవారు ఎవరు నచ్చుద్దని చెప్పి నాకు ఒక డౌట్గా ఉందండి <laughs> కన్ఫర్మ్ చేసేయండి డౌట్ అవుతుంది వెయిటింగ్ లిస్ట్ ఆర్ఏసి కాకుండా కన్ఫర్మ్ చేసేయండి కన్ఫర్మ్డ్ బెత్ కన్ఫర్మ్డ్ అండి <laughs> బెత్ కన్ఫర్మ్ చేసేయండి సార్ బాగుందండి all the best thank you అండి thank you very much enterprise నాకు మీరు నేను క్రాంతి గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసేటప్పుడు తెలుసు తర్వాత నేను డైరెక్టర్ అయ్యాక కూడా రెండు మూడు సార్లు నేను మీతో ఇంటరాక్ట్ అయ్యాను నాకు ఏదైనా కామెడీ కథ చెప్పమన్నాను మీరు కామెడీ కథ చెప్పే ప్రయత్నం కూడా ఒకసారి చేసినట్టు ట్రాజడీ అవ్వలేదు కానీ ముందుకు వెళ్ళలేదు ఆ తర్వాత మిమ్మల్ని ఎక్కడ కనపడ్డా మిస్ చేయడం వరకే కానీ ఎక్కువ ఇంటరాక్షన్ నాకు కేరవాణి గారితో మీ అన్నయ్య గారితో బాగా ఎక్కువ ఇంటరాక్షన్ నాకు భూగలేష్లో పాట కూడా రాశారు మీరు అంటే తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా చేశారు ఈ మధ్య కాలంలో ట్రిపుల్ ఆర్ నైస్ రాదు ఒక్కొక్కసారి మన తప్పైనా కొన్ని కొన్ని పొరపాటు జరిగిపోతూ ఉంటాయి దాన్ని అనవసరంగా మీరు ప్లీజ్ లేదు లేదు లేదు <laughs> అంటే మా అందరికి ఆనర్ అండి మా మేమంతా కూడా ఒక్కొక్కసారి యాక్సెప్ట్ విజేంద్ర ప్రసాద్ గారు తెలుసు ఒక్కొక్కసారి యాక్సెప్ట్స్ అవుతూ ఉంటాయండి పట్టించుకోకూడదు నేను నేను మనీష్ మా యాక్సిడెంట్ అని చెప్తా ఉంటారండి జనం నేను కూడా మీలాగే ఫీల్ అవుతాను బట్ వాళ్ళందరూ కలిసి ముద్ర వేసిన తర్వాత మనం కాదంటే మర్యాదగా ఉండదేమో నా ఫీలింగ్ సో అలాగా మీరు నేను ఫోన్ చేసిన వెంటనే నన్ను వెంటనే మీరు ఎప్పుడైనా మీ కంఫర్టబుల్ టైంకి రండి అని చెప్పి నా పాటను రిలీజ్ చేసి మమ్మల్ని మా టీవీని మొత్తాన్ని ఆశీర్వదించారని నేను బలంగా నమ్ముతున్నాను బెట్ కన్ఫర్మ్ చేశారు దోచుకోవాలని so thank you very much sir thank you all the thank you